hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates YS family రచ్చ సుప్రీంకోర్టుకు చేరిన panchayat MP Avinash Reddy versus YS Sunitha ఇప్పుడు వీరిద్దరి లీగల్ ఫైట్ సుప్రీంకోర్టుకు చేరింది తాజాగా సిబిఐ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన సుదీర్ఘ వాదనలు జరిగాయి ఈ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు అవినాష్ను అరెస్టు చేయవద్దని సిబిఐని ఆదేశించింది సిబిఐకు సహకరించాలని అవినాష్కు సూచించింది ఇప్పుడు దీనిపైన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు అవినాష్ పైన సిబిఐ అభియోగాలు నమోదు చేసింది దీనిపైన ఇప్పటికే నాలుగు సార్లు విచారణ చేసింది ఐదవసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది ఈ సమయంలో అవినాష్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీని అరెస్టు చేస్తారా అని సిబిఐని కోర్టు ప్రశ్నించింది దీనికి సమాధానంగా అవసరమైతే అరెస్టు చేస్తామని సిబిఐ కోర్టుకు స్పష్టం చేసింది దీనికి కొనసాగింపుగా అవినాష్ సిబిఐ తరఫు న్యాయవాదుల మధ్య వాదనలు సాగాయి ఈ పిటిషన్లో వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటిషనర్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను కోర్టు అనుమతించింది సునీత తరఫు న్యాయవాది అవినాష్కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు తన మీద రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ ఆరోపించారు హత్యతో తనకు సంబంధం లేదన్నారు దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమ పైన ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు వివేక హత్య కేసు వెనుక కుటుంబపరమైన ఆర్థిక అక్రమ సంబంధాలు కారణంగా పేర్కొన్నారు నిందితుడు తల్లిని వివేక లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు వివేక రెండవ భార్య కుమారుడికి ఆస్తులు ఇవ్వాలని వివేక భావించారని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో సునీత లాయర్ కేసులో అవినాష్ ప్రమేయం ఉందని వాదించారు దస్తగిరి కూడా ఈ విషయాన్ని చెప్పిన అంశాన్ని కోర్టు ముందు గుర్తు చేశారు సిబిఐ ఈ కేసులో నలభై కోట్ల డీల్ జరిగినట్లు చెప్పుకొచ్చింది ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు అవినాష్ను అరెస్టు చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలపైన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు వీటిని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు వెంటనే విచారణకు తీసుకోవాలని సునీత తరఫు న్యాయవాది కోరారు ఈ నెల ఇరవై ఐదున కేసులో హైకోర్టు తీర్పు రానుందని చెప్పుకొచ్చారు ఈ నెలాఖరులోగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉందని ప్రస్తావించారు దీంతో సునీత పిటిషన్ పైన సుప్రీం చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టనుంది దీంతో సుప్రీం తీర్పు ఆధారంగా అవినాష్ విచారణలో సిబిఐ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది దీంతో ఇప్పుడు సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠను పెంచుతోంది